ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి పోతారు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను రాశిఫల కార్యక్రమంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు వాటిల్లో వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అభివృద్ధికి చెందినటువంటి విషయాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఐఐటికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన సీట్లు ఆక్యుపేషను ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది వివాహ శుభకార్యాలని ఘనంగా అద్భుతంగా చేయగలుగుతారు ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు రాజకీయపరమైన విషయాలు మాత్రం నిరుత్సాహంగా ఉన్నాయి ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని దాన్ని కాపాడుకోవాలని చాలా కష్టపడతారు ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి రాజకీయ సంబంధాల విషయాల్లో కూడాను నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు కొంతమందికి మాత్రమే సంప్రాప్తిస్తాయి మిగిలిన వాళ్ళకి కాదు కొద్దిమందికి మాత్రమే ఈ ప్రొడిక్షన్ అప్లై అవుతుంది అదే కోణంలో స్థిరాస్తుల మీద వచ్చినటువంటి హైవేజు సంతృప్తికరంగా ఉంటుంది ఖాళీగా ఉన్నటువంటి ఇళ్ళని కొద్దిగా రిపేర్ చేసి అతనికి ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకుంటారు నెలవారీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచన చేసి చర్చ జరిపి ఒక కొరికి వస్తారు శుభకార్యాలు ఘనంగా చేశారని చెప్పని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది బా వంటలు బాగున్నాయని కొంతమంది మర్యాదలు బాగున్నాయని కొంతమంది పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి కూతురు బాగున్నాయని కొంతమంది అన్నీ బాగున్నాయనే చెప్పని చాలామంది మెచ్చుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా మన స్థాయికి ఇచ్చినటువంటి సంబంధం కుదరటం దాన్ని ఘనంగా మనం చేయగలగటం అంతా భగవంతుడి కృపే ఇదంతా బాబావారి మహిమేనని చెప్పి భావిస్తారు అదే కోణంలో నడుచుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో రావుకేతులిద్దరు రాసులు మారారు కాబట్టి సర్పదోష నివారణ చూడంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన